సో ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కిందనే కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అవుతుంది దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీకు మేము పెట్టే ప్రతి ఒక్క video notification hi friends this is Sanjay so friends మీకు ఈ వీడియో అర్థం కావడానికి ఫుల్గా చూసేయండి లేదంటే మీకు ఈ వీడియో ఏమాత్రం అర్థం కాదు సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్లోకి వచ్చేస్తే మొబైల్ డేటా ఆఫ్ చేసి వైఫై కనెక్ట్ చేయకుండా మనం మొబైల్ డేటా అనేది ఎలా యూజ్ చేయాలో ఈ వీడియో ద్వారా నేర్చుకున్నాం సో దీనికోసం అయితే మనం ముందుగా స్టోర్ ఓపెన్ చేయండి స్టోర్ ఓపెన్ చేయండి స్టోర్ ఓపెన్ చేసి దీంట్లో సెర్చ్ బార్లో ఫోర్స్ ఎల్టీఈ టైప్ చేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేయండి ఫస్ట్ వస్తుంది force LTE only four G five G అని ఉంది కదా దీంట్లో మనం ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం ఇక్కడ ఇన్స్టాల్ అయింది ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇచ్చేసి ఇక్కడ పర్మిషన్స్ ఉంది కదా అలో చేయండి అలో చేసి నెక్స్ట్ ఇచ్చేసేయండి యాక్సెప్ట్ చేయండి ఓకే మీరు ఆండ్రాయిడ్ లెవెన్ బిలో అయితే ఫస్ట్ మెథడ్ తీసుకోండి ఆండ్రాయిడ్ లెవెన్ ప్లస్ అయితే సెకండ్ మెథడ్ తీసుకోండి సార్ మనం వీడియోస్ అనేది ప్లే చేసి చూద్దాం ఇంకా మనం యాప్ అనేది రన్ చేయలేదు మనం ట్యూబ్ ఓపెన్ చేసి చూద్దాం చూసారు కదా నాకు డేటా కనెక్షన్ అనేది వస్తుంది ఇప్పుడు డేటా ఆన్ చేస్తుంది కాబట్టి డేటా కనెక్షన్ అనేది వస్తుంది సో మనం ఇప్పుడు ఆఫ్ చేసి డేటా కనెక్షన్ అనేది ఆఫ్ చేసి వైఫై కనెక్ట్ చేయకుండా ఫ్లైట్ మోడ్ పెట్టి మన డేటా అనేది ఎలా ఇచ్చారో చూద్దాం సో ఇప్పుడైతే మీరు ఇందులో ఇన్స్టాల్ చేసుకున్నారు కదా యాప్ ఆ యాప్ అనేది ఒకసారి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మీకు మెథడ్ టూ మెథడ్ టూ చేశాక మనకి ఇక్కడ టాప్లో right right side three dots అప్పుడు దాని దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే ఎనేబుల్ కింద బాటంలో ఎనేబుల్ డేటా కనెక్షన్ అని ఉంది కదా ఓకే ఎనేబుల్ చేయండి రైట్ మోడ్ ఆన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఎనేబుల్ డేటా కనెక్షన్ ఉంది దాని మీద ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేసినాక ఇక్కడ మనకు మొబైల్ రేడియో పవర్ కనిపిస్తుంది కదా దీన్ని ఆన్ చేసుకోండి సో ఇప్పుడు ఒకసారి చూడండి మళ్ళీ యూట్యూబ్ అనేది సో ఏదైనా ఫ్రెండ్స్ డేటా అనేది మనకి డేటా అనేది వస్తుంది ఓకేగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ తెలుసుకో మీకు ఓకేగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫేస్బుక్ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేటింగ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు ఈ వీడియో చూసి మాత్రం వెళ్ళిపోకండి ఎందుకంటే మాకు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు కొద్దిగా సపోర్ట్ అని దొరుకుతుంది ఫ్రెండ్స్